ఏంటది ఏం చేస్తున్నా కనిపించట్లా ప్రాణాయామం చేస్తా ప్రాణాయామమా అవును ఈ డిటెక్టివ్ జాబ్ చేయాలంటే ప్రాణాయామ యొక్క కంపల్సరీగా చేయాలి లేకపోతే ఆ ఒత్తిళ్ళకి తట్టుకోలేక నర్వస్ టెన్షన్ వచ్చేస్తుంది అయినా ఏం చేసినా అతిగా చేస్తావు నువ్వు ఆ చేసేదేదో గడ్డం గీసుకున్నాక చేయొచ్చు కదా హలో నేను ఆంజనేయుల బాసునే మీ బాసు హలో నరసింహారెడ్డి వస్తున్నాడు నరసింహారెడ్డి నరసింహారెడ్డి నరసింహారెడ్డి నరసింహారెడ్డి నువ్వు అర్జెంట్గా ఇక్కడికి వచ్చేసాయి అలాగే సార్ వచ్చేస్తున్నాను అవును నరసింహారెడ్డి ఎవరు నరసింహారెడ్డి ఎవరా అతను గాయాల సీమకే మకుటం లేని ఫ్లవర్ వాసు చిచి మహారాజు ఫ్యాక్షనిస్టులకే ఫ్యాక్షనిస్ట్ అతను మా ఆఫీస్కి వస్తున్నాడంటే ఎవరికో ముండండి చెప్పండి సార్ నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను పర్వాలేదు సార్ ఇతను నమ్మదగ్గ వ్యక్తే చూడు వంశీ ఇప్పుడు నేను చెప్పబోయే పని మూడో మనిషికి తెలియకూడదు అబ్బే ఇతను మూడో మనిషి కాదు సార్ జీరో మనిషి <laughs> అంటే అది నా ఉద్దేశం ఇతను సగం మనిషి సగం యంత్రం అన్నమాట మనం ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు ఈ పనికి చాకు లాంటి వ్యక్తి కావాలి ఇతనికి రెండు వైపులా పదిరే నేనా ఈ పనిలో తేడా పాడా జరిగిందో శాల్తీలు ఉండవు అయ్యా నరసింహారెడ్డి గారు మీ గురించి తెలీదా నాకు మీరు గాయాలసీమకే బెబ్బులి మేము మీకు పనిచేస్తే మొత్తం గాయాలసీమకే పనిచేసినట్లు అవుతుంది మా జన్మ ధన్యవతం కూడా మీకు సమరసింహనాయుడు తెలుసా సమరసింహనాయుడు ఆయన గాయాలసీమకే బెబ్బులి అది మీరు మీరు ఆయన గాయాలసీమకి చిరుతపులి ఆయన మీ బద్ధశత్రువు కదా సార్ అవును సార్ ఇది గడ్డం కాదు కాలు పెళ్ళం బిడ్డలు పిలవండి మీ ముఠా కక్షల మధ్య నన్ను ఇరికించకండి అనవసరంగా బలైపోతాను ఏంది ఏంది నువ్వు మాట్లాడేదే అదే సార్ ఇప్పుడు మీరు నన్ను సమరసింహనాయుడిని చంపమంటానికే కదా ఇక్కడికి వచ్చారు అసలు ఆ ఊహ నా బుర్రలో మెదిలిందంటేనే నన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాడు అటువంటిది నేనెళ్ళి ఆయన్ని చంపటమా నా వల్ల కాదు సార్ నన్ను వదిలేయండి బాస్ ఈ పనికి ఎవరినైనా పంపించండి అవును సార్ ఈ పని మా వల్ల కాదు నోరు మూసుకొని నేను చెప్పేది వినండి ఇక నుంచి నేను ఆ సమసింహ నాయుడు బద్ద శత్రువులం కాదు మంచి మిత్రులం ఆహా ఎంత మంచి వార్త చెప్పారు సార్ అక్టోబర్ రెండు కాదు సార్ ఇవాళ ఇవాళ గాంధీ జయంతి సార్ చెప్పింది విను విన్నది చెయ్యి మేమింకా మిత్రులం కాలేదు కొంతమంది మనుషులు అందుకు ఇష్టపడటం లేదు ఎవరు సార్ వాళ్ళు ఎవరో కాదు నా మనుషులే వాళ్ళకి సంధి ఇష్టం లేదు అదేంటి సార్ ఇప్పటి వరకు సమరసింహ నాయుడు నా మనుషుల్ని ఎనభై ఎనిమిది మందిని చంపాడు నేను అతని మనుషుల్ని తొంభై తొమ్మిది మందిని చంపాను అయితే మా వాళ్ళు ఒకటి పూర్తి చేసి సెంచరీ అయ్యాక ఈ సంధి చేసుకోమంటున్నారు మరి అయితే అలాగే చేయొచ్చు కదా సార్ కానీ మా డాక్టర్ ఒప్పుకోవట్లేదు డాక్టరా అవును నేను ఇక వాకింగ్ కానీ కిల్లింగ్ చేస్తే నా గుండెగా పడదని డాక్టర్ చెప్పాడు అంటే డెడ్ బాడీలు నా బాడీకి పడవనమాట అందుకని ఈలోపే మా మధ్య సంధి కుదిరిపోవాలా దానికి నేనేం చేయాలి బుధవారం సమరసింహనాయుడు హైదరాబాద్ వస్తున్నాడు అతని పర్సనల్ పని మీద ప్లస్ రూలింగ్ పార్టీ టికెట్ కోసం వస్తున్నాడు ఈ ట్రిప్ సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అతను వాళ్ళ అల్లుడింటూ దిగుతాడు ఆ టైంలో ఎవరికి అనుమానం రాకుండా ఈ పని జరిగిపోవాలి అంటే ఏం లేదు మీ మనిషిని ఒకడిని నా తరఫున ఒక లెటర్ అందజేయమని చెప్పాలి నా మనిషినే పంపొచ్చు కానీ వాడు సమరసింహనాయుడు చేరే లోపే మటాష్ అయిపోతాడు అతను పర్సనల్గా అల్లుడింటో గడిపేది మూడు నాలుగు గంటలు మాత్రమే అంతకు మించి అక్కడ ఉండడు ఆ తర్వాత అతను పార్టీ కార్యాలయానికి వెళతాడు కాబట్టి ఈలోపే ఆ పని జరిగిపోవాలి అందుకు ఇదిగో అడ్వాన్స్ సమరసింహానాయుడికి పార్టీ టికెట్ గాయలసీమకి రారాజు నీకెందుకనైనా పార్టీ టికెట్ ఓహో ఎవరు రారేంటి ఓకే మనమే చేసుకుందాం ఆ ఆ నా షేవింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక కస్టమర్ కూడా రాడేంటి బాబు కటింగ్ షేవింగ్ కటింగ్ చేసుకుంటే షేవింగ్ ఫ్రీ రండి బాబు రండి నాయనా అయ్యే అరే ఏంది బాయ్ రోజు పొమ్మనేవాడు ఈ రోజు రమ్మంటున్నావు పొద్దున్న నుంచి ఒక కస్టమర్ కూడా రాలేదే అయితే నాకే కటింగ్ చేస్తావు ఎంత కాదు ఏ దరిద్రం పడినట్టుంది దాని వదిలించాలా చాలా ఒక్క దీనికి కూడా అది ఏంటే బాబు పొగ మరి కావాలన్నావుగా మెయిన్ ah, స్టాండ్ ah. అరే భయ ఈ దినంతా నీ దశ తిరిగింది పో నువ్వు ఇచ్చిన రూపాయికి పొగ చాలే ah. ఈ దినం దశ తీరకపోతే నీకు దినం పెడతాను ఆ రావాలి బాబు రావాలి కటింగ్ అడ్డం రావాలి అక్కడ రాడేంటి చల్ చల్ అది కదా బాబు సమరసింహానాయుడు గారిని ఒక్కసారి కలిసి నాయ్ చల్ చల్ ఒక్కటంటే ఒక్క నిమిషమే మాట్లాడి వెళ్ళిపోతాను అంతే సాబ్ జా జా బాబు ఆయన ఒక్క నిమిషం మాట్లాడి ఇదిగో బాబు ఒక్క నిమిషం కాదు ఒక్క గంట అయినా సరే ఆయన్ని కనిపించరు ఏ ఆయన మంగళ షాప్కి వెళ్ళారు అటు నుంచి అంటే పార్టీ ఆఫీస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి కలు పని అయిపోయాక కారు పంపించమంటారా మావయ్య ఎందుకు అల్లుడు అమ్మాయికి ఫోన్ చేసి వేరే కారు తెప్పించుకుంటా సరే మా ఉంటానండి అలాగేనండి అమ్మయ్యా పోగ నెమ్మదిగా పోతుంది ఇక కస్టమర్లే వేగంగా రావాలి పక్క షాపోడైనా కటింగ్ బాగా చేశాడు రండి రండి మంగళ కొట్టే కదా అవును సార్ కూర్చోండి సార్ రండి సార్ చెప్పండి సార్ ఏ టైప్ కటింగ్ చేయమంటారు షారుఖ్ ఖానా సల్మాన్ ఖానా పవన్ కళ్యాణ చిరంజీవి బాలకృష్ణ రావు గోపాలరావా నాగభూషణవా బాబు చిన్నగా అయ్యో సార్ కాటన్ పెడితే అయిపోతుంది సార్ సార్ కాటన్తో పోయేదాన్ని కత్తులు నాకు దగ్గర సార్ మీకు దండ పెడతాను సార్ కాటన్ తీసుకొస్తా సార్ చిన్నగాడు పెద్దగాటు అది పెద్దగాటు చిన్నది ఇదే మీలాంటి పెద్దోళ్ళతో షేవింగ్ అనేసరికి కొంచెం టెన్షన్ వచ్చినాక Uh, uh, uh. ఆగిపోయింది ఆగిపోయేటట్టుంది నాకేం తెలీదు నాకేం తెలియదు దగ్గరలో సెలూన్ షాప్ ఏమన్నా ఉందా అది అక్కడ ఉంది పర్సు ఈ షాప్ నాదే లోపల ఎవరున్నారు తెలుసా సమరసింహారాయుడు నేను ఆయన కలవడానికి వచ్చాను ఎందుకో టాప్ సీక్రెట్ అన్నని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఏంటి పని రికమెండేషన్ ఏంటి అరెస్ట్ ఈ లెటర్ ఆయనకి అందజేయాలి నేను ఇస్తాను కదా నాకు పర్వాలేదా నేను ఇస్తాను నేను ఇస్తాను టీవే ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నను గదిపావనుకో నీ పని అంతే నువ్వు ఈ లెటర్ ఆయనకు అందజేశాక ఆయన ఆ లెటర్ చదివినప్పుడు ఆయనలో ఏ రియాక్షన్ లేదనుకో ఎస్ అన్నట్టు ఏదైనా రియాక్షన్ ఉందనుకో నో అన్నట్టు రియాక్షన్ అంటే ఎలా ఉంటుంది సార్ ఏ కాలో చెయ్యో తీసేస్తాడు ఇదిగో ఆయనకిచ్చే ఓ ఏమైంది కావాలని చేయలేదంటే అనుకోకుండా గీస్తుంటే ఆ లెటర్ వల్ల అది కత్తి గీసుకోవాలి లెటర్ గురించా అయితే చదువుకున్నాడు ఆ చదువుకున్నాడు చదువుకున్నాడు ఎక్కడికి ఇందాకే కదా వెళ్ళింది అది నాకు షుగర్ అయింది నాకేం తెలియదు బాబు సమరాన్ని ఉన్నాడా లోపల ఎక్కడికి ఇందాకే కదా వెళ్ళింది అది నాకు షుగర్ అయింది నాకేం తెలియదు బాబు సమరాన్ని ఉన్నాడా లోపల ఫేస్ వాష్ చేయించుకుంటున్నా లోపలికి వెళ్దామా వద్దులే అన్న గోపాడతాడు బయటకు వచ్చాక చేయకూడదు అవును కోపం వస్తుంది మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి ఆ ఇంటికి వెళ్ళిపోండి అగో ఏం చేయించుకోకుండా వెళ్తున్నావేంటి అది అబ్బా ఏం చేసుకోకపోవడం ఏంది గుడి చేసుకున్నాగా అబ్బా ఆ పైకి కనిపించదు మొత్తం తిరుక్షరం అయిపోయింది నిలబడే బాబు రియాక్షన్ ఉంటే ఎంతసేపు ఉంటుంది మహా అయితే రెండు మూడు సెకండ్లు ఉంటుంది success hello success yes boss ఆయన లెటర్ మొత్తం చదివాడు టాప్ టు బాటం ఏ రియాక్షన్ లేదు ఆయనలో వెరీ <laughs> గుడ్ ఆంజనేయులు నువ్వు ఒక్కడే ఉండు రెండు గాయాల సీమ దిగ్గజాలను కలిపిన ఘనత మనకే దక్కాలి నేను వెంటనే వచ్చేస్తున్నాను హలో రెడ్డి గారు నేను వంశీని మాట్లాడుతున్నాను ఆ చెప్పోయా అబ్బా మెల్లగా అసలే హార్ట్ పేషెంట్ని నువ్వు చెప్పోయా నాయుడు గారు మీరు పంపిన లెటర్ చదివారు మీ ప్రపోజల్ కూడా ఒప్పుకున్నారు నేను ఇప్పుడు అక్కడికే బయలుదేరి వెళ్తున్నాను మీరు కూడా వెన్న అక్కడికి వచ్చేయండి ఓకే ఇప్పుడే నా మనుషులు పంపిస్తున్నాను ఒక అరగంటలో నేను కూడా వస్తాను ఆ నాయుడు సమర్సింహ నాయుడు సమర్సింహ నాయుడు సమర్సింహ నాయుడు ప్రీతమ సోదరులారా నేను మీ అందరికి ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను దయచేసి మీరంతా వినండి మన ప్రియతమ నాయకులు సమరసింహానాయుడు గారు నరసింహారెడ్డి గారు తమ పాత కక్షలన్నీ మర్చిపోయి సన్నిహితులుగా మారబోతున్నారు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకైనా మంచిది నా పూర్తి చిరునామా మీ అందరికి ఇస్తున్నాను దయచేసి తీసుకోండి తీసుకోండి ఇంకో మాట ఇంకా కాసేపట్లో నరసింహారెడ్డి గారు ఇక్కడికే రాబోతున్నారు మీరంతా ఇక్కడే ఉండి వారిద్దరు పవిత్ర కలయిక చూసి ఆనందించండి బాయ్ బాయ్ రండి బాస్ మీకోసమే వెయిట్ చేస్తున్నా పదండి కలిసి వెళ్దాం ఫేషియల్ చేయించుకుని మాట్లాడేంటి మసాజ్ చేయించుకుని ఉంటారు ఇక్కడ మంగళ ఎవరో కనపట్లేదేంటి ఓహో సార్ ఏంటిది నటించి అమ్మటి చంపేసావా బాబోయ్ నాకేం తెలీదు నేను వచ్చిన దగ్గర నుంచి నీ పొజిషన్ లోనే ఉన్నాడు అయితే ఈ పని మంగళ చేసి ఉంటాడంటవా అయ్యుండొచ్చు బాస్ ఇప్పుడు ఎలా జరిగిన విషయాన్ని బయట జనాలకి చెప్పేయడమే బెటర్ బాస్ ఈ సంగతి నాయుడు మనుషులు కానీ తెలిసిందంటే నిన్ను నన్ను ముక్కల ముక్క కింద నరికేస్తారా వాళ్ళకి వేరే ఆయుధాలు కూడా అక్కర్లేదు అది చూడు రెండు రోజులకు సరిపడగా యుద్ధ సామాగ్రి ఉంది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బాంబు చొప్పున పెట్టి ఢమాలను పేర్చేస్తారు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ భజన good morning sir good morning good morning నీకు కాదు నాయుడు గారికి నువ్వు కానీ అదేంటే ఈ పన్నీ కొత్త అబ్బే అదేం కాదండి చెయ్యాలా ఉనికిస్తున్నావు ఏ బాబు మీరు కూర్చోండి నేను చేస్తాను ఏమా వణుకుడు జబ్బున్నవాడివి నీకెందుకయ్యా ఈ పని మీరేం కంగారు పడకండి ఈ- ఈ చేయబడి ఏమా ఎందుకు ఇటువంటి వాళ్ళం పెట్టుకుంటావు ఏం చేస్తున్నాడు వాడు వీడు బాపతలో ఉన్నాడే ఆగండి సార్ మీ ఇద్దరం కలిసి చేసేద్రా బాబాయ్ నరసింహారెడ్డి ప్రియమైన సోదరులారా నేను మన సోదరుడు సమరసింహనాయుడు ఒకటైన శుభ సందర్భంలో మనందరం కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తున్నా నేను వెళ్ళి సోదరుని పలకరించి వస్తాను సోదరా సమరసింహ ఆగండి నేను అన్నను కలవాలి రక్తం నేను చెప్తా చెప్తా ఇప్పుడు పద ఏమైంది అనలేరి ఆనందంగా కౌగులించుకుని పరసించిపోయి మీరేంటి ఇలా సగం వెళ్ళిపోతున్నారు కర్మ పెద్ద రోజు వరకు ఉండే టైం లేదని రండిరా అన్నలకు సన్మానం పదండ్రా అన్నా అన్నా అన్నా అన్నా ఒరే ఒరే అన్వేషణ అదేంటి బాసు అంత కంగారు పడతారు వాళ్ళ నుంచి ఎస్కేప్ అయి వచ్చేసాం కదా ఒరే ఆంజనేయులు నువ్వేదో ఘనకార్యం చేసావు అనుకుని నా విజిటింగ్ కార్డ్స్ మొత్తం ఆ కార్యకర్తలందరికీ పంచాను రా ఇంకో క్షణం ఈ ఊళ్ళో నేనుంటే ఏకీలు కాకీలు పీకేస్తారా నన్ను సార్ సార్ ఆది మనుషులు వచ్చారు సార్ ఆది మానవులా వాళ్ళెవరు అమ్మో బాబు మీకు దండం పెడతారు నాకేం తెలియదు నన్ను వదిలేండి బాబు అంత ఘనకార్యం చేసి ఏం లేదంటే ఏమన్నా ఆదన్న మిమ్మల్ని పట్టుకురమ్మన్నాడు ఆదన్న ఆ ఆదికేశ వర్మ ఒక్క దెబ్బతో వాళ్ళిద్దరిని లేపేశావని తెలిసి చాలా సంతోషపడుతున్నాడు నిన్ను అర్జెంట్ గా గాయాల సమ్మెకు పట్టమన్నాడు ఈ నుంచి నువ్వు అక్కడే మరి నా ఉద్యోగం మాట నువ్వు నాకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండటం నువ్వు చేసే ఉద్యోగం